అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మీకు ఒక చిన్న కథ చెప్తాను అది మన జీవితంలో కూడా చాలా దగ్గర సంబంధం ఉంది అది చాలా నిర్మానుషమైన రోడ్డు అయితే ఆ రోజు మాత్రం చాలా బిజీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంతలో ఒక భిక్షగాడు ఒక కారు దగ్గరికి అడుక్కుంటుండగా కారు నుండి ఓ వ్యక్తి రెండు రూపాయలు ఇవ్వబోయాడు రెండు రూపాయలైనా ఆయన కోపంతో విసిరేశాడు ఆ భిక్షగాడు వెనకాల ఇరవై రూపాయలు ఇద్దామని ఆలోచిస్తున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బులను చోపిలోనే పెట్టేశాడు భిక్షగాడు రెండు రూపాయలు కాదున్నాడని ఇరవై రూపాయలు పోయింది ప్రకృతి చిన్నదే ఇవ్వచ్చు కానీ ఆ చిన్నది పరీక్షిస్తుంది నువ్వు చిన్నది తీసుకుంటే పెద్దది వరిస్తుంది కానీ చిన్నదే కదా నాకెందుకు అని అనుకుంటే ఇరవై రూపాయలు ఆ భిక్షగాడికి పోయింది అలాగే మన జీవితంలో కూడా ఎన్నో చిన్న చిన్న ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి చిన్న ఛాన్సెసే కదా నాకెందుకు అనుకుంటే నీకు రావాల్సిన పెద్ద ఛాన్స్ అనేది పోతుంది ప్రకృతికి కళ్ళు లేకపోవచ్చు దానికి చోడు లేకపోవచ్చు కానీ దానికి శరీరం లేకపోయినా నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ గమనిస్తూనే ఉంటుంది ఇది రాసి పెట్టుకో జీవితంలో నీకంటూ ఒక చిన్న పనినైనా మనస్ఫూర్తిగా చేయి ఇదే ఇదే ప్రకృతినికి నేర్పించిన గొప్ప పాఠం గుణపాఠం